మళ్ళీ ఎంతకాలం కనపడ్డాడు ఎవరండి ఆయన మన ఫ్రెండా పిలవండి ఇంటికి తీసుకెళ్ళి ఓ కప్పు పాలిద్దాం వాడికి పాలేట్రా వాడికి విషయం పోవాలి అసలు వాడు ఎవడో తెలుసా నా కాళ్ళు పోగొట్టురా ఆ మనిషి ఈ పెద్ద మనిషి వాడి పెద్ద మనిషి ఏంటి ఇప్పుడే కనుక నా దగ్గర కుక్కుంటే వాడి మీద పేవండి అయ్యాను కుక్క కోసం తమరి మనసు పాడు చేసుకోకండి తమరి ఉప్పు కారం పులుపు తీపి తింటున్నా బోల్డ్ అంత ఇస్తే అసలు స్టాక్ ఉండిపోయింది తమరు ఉసుకోనండి అతని కుడి ఇచ్చి ఒక కిలో మాసం కొనుక్కొచ్చేస్తా అయితే ఉసుకో నీకు ముడింది డాడీ పొద్దున్న లేటుగా లేచావా ఈ ఫైనల్ సారీ డాడీ లో రా వచ్చేసింది పంపించాడా సెలైమిన్ పంపాడు అనమాట ఔరంగజీబ్ లాగా ఉన్నాడు నువ్వు సారీ అన్న నిన్ను క్షమించేది లేదు నువ్వు రెచ్చిపోయాడు నువ్వు నీ బాసు కలిసి నా వాచ్లో ముళ్ళు కూడా పిక్కలేరా వాచ్ అంటే గుర్తుకొచ్చింది రెడీ టైంకి ఫోన్ చేస్తున్నావా నన్ను అయ్యగారు ఇక లాభం లేదు మీరు ఫీల్డ్ లోకి దూకేయండి ఏంటి దూకేదే అసలే కాళ్ళు నిలుగున్నాడు కర్రీలో కర్రీ పగ్గడివి నువ్వు కూడా నా కొడుకుని తెచ్చుకుంటే భయపడతాను అనుకున్నారా నా కొడక ఇదిగో నన్ను బుద్ధులు తిట్టామంటే నిన్ను నా అబ్బా అనాల్సి వస్తుంది మీరు అనమంటే అనాథానండి నా అబ్బా నన్ను నీ అబ్బా అంటావురా నా కొడక అవును అంటాను ఏం చేస్తావు నా అబ్బా నా కొడక నా అబ్బా సార్ నా అబ్బా మనవరాలు పెళ్లి చెడిపోయిందని ఉడుకు మొత్తానంతో ఉన్నాడు తెలిసింది ఇప్పుడు మీరే కమిట్ అయ్యారు అయినా ఓ సంబంధం పోతే ఇంకా రాదా అద్దరిపోయే సంబంధం తెస్తారు మా అయ్యగారు అలా చెప్పు ఏంటి చెప్పేది మా అబ్బాయి గారికి మీ మనవరాలకి లింక్ ఉందని మొత్తం అన్ని ఏరియాలోనూ వాల్ పోస్టులు పడిపోయాయి ఓహో త్వరలో వీడియో క్యాసెట్ కూడా రిలీజ్ అయిపోతుంది ఎవరే రిలీజ్ చేసినా మా పెద్ద పాప నిప్పు నా కొడుకు ఫైర్ మా పెద్ద పాప బంగారు తల్లి నా కొడుకు చేసుకుంటే వెంటనే అవుతుంది తల్లి నీ కొడుక నేను తొచ్చను అచ్చినట్టు ఇచ్చి తీరాలి లేకపోతే అంట్లు తోముకునేవాడు కూడా దొరకదు నీ మనవరాలకి ఎలా పండు చేసుకుంటావా అయ్యగారు నిండు కదయా పబ్లిక్ లో బ్యాట్ టాక్ వచ్చిన పిల్లని అందులోనూ మీరు ఇచ్చే పబ్లిసిటీకి పబ్లిక్ మొత్తం బ్యాన్ చేసిన పిల్లని నేను ఎలా చేసుకుంటాను అనుకున్నారు కావాలంటే మీరు చెప్పండి వీడియోలు చేసుకుంటాను చూసారు ఆఖరిగా వంటవాడు కూడా చేసుకున్నాడు చేసుకుంటానంటే మాత్రం నీ వంటవాడు కాబట్టి ఇస్తాను రా వంటవాడికి ఇస్తాను నిన్ను కాదు మా గారిని మీరు అసలే మాట మీద నిలబడే మనిషి ఎమోషన్ లో టంగ్ స్లిప్ అయిపోకండి చూసావా నీ ఉప్పు తింటూ నీ పప్పు వంటే వంట వాడే ఎస్కేప్ అయిపోతుంది చేస్తాను సచ్చినా చేసుకుంటాడు కోడు ఉంటాడు ఛాలెంజ్ ఛాలెంజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి